ఆయన తాగండి మంది తాగండి నేను బయటనే మైన్స్ వాళ్ళు తాగుతుంటారు దూరం నుంచి అక్కడ తీర్థం లెక్క తీసుకుంటా మనం గుళ్ళో తీర్థం తాగుతాం కదా అప్పుడప్పుడు డబ్బాలు మిగిలిపోతాయా ఆ చేతిలో వస్తే నేను తాగేసి వచ్చేస్తాను మస్తు ఎక్కువ తాగదు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం smoking and of alcohol is tobacco causes lung cancer ఏమైనా చెప్పాలి మొత్తం తెలుసు మొత్తమా మొత్తం నా ట్రాక్ రికార్డ్ చాలా పెద్దది నా ట్రాక్ రికార్డు